Hi friends welcome back to Karthik icon YouTube channel so friends మేమేంటి ఇలా కెమెరా పట్టుకున్నాం అనుకుంటున్నారా ఆల్రెడీ తమ్నేలు చూసి ఉంటారు సో ఒకప్పుడు నైంటీ కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఎలాంటి ఫోటోలు తీయవాళ్ళు ఒక స్కూఫ్ లాగా చేశాము సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో లెట్స్ వాచ్ వాచ్ భయా ఫోటోలు తీస్తావా లేదన్నా బియ్యం పంచుతున్నావు లేదన్నా బియ్యం పంచుతున్నావు oh, భయా మజాక్ చేస్తున్నావులే ఏ అది కాదు కానీ రెండు బస్ పాస్ ఫోటోలు కావాలి భయా బస్ పాస్ ఫోటోలా అవును భయా అవి మేము ఈడ ఏంగా ఏడేస్తారు భయా స్టేషన్లా స్టేషన్లా ఇప్పుడు బస్ పాస్ ఫోటోల కోసం స్టేషన్ దాకా పోవాలా భయా ఏం లేదు రితిఫైల్ కడుకో రితిఫైల్ అయ్యా మా ఫ్రెండ్ గాడు తిడికే రమ్మన్నాడు భయ అది రితి ఫైల్ ఉంది రితి ఫైల్ అరే నువ్వు ఏ బస్ పాస్పోర్ట్ అంటున్నావు భయ అదే గింత ఉంటది అది అది కాదు భయ మరి ఇంకేది గింత ఉండేది పాస్పోర్ట్ అలా పాస్పోర్ట్ భయ ఇంట్లోనే చేస్తాం ఇల్లనేనా ఓకే భయ ఎన్ని ఫోటోలు వస్తాయి భయ వంద కారు వస్తాయి కానీ నీకు మాత్రం ఎనిమిది ఇస్తావయ్యా నాకు తెలుసు భయ నువ్వు ఎన్ని ఇస్తున్నావని నీ దగ్గరకు వచ్చినా మా ఫ్రెండ్ గారు వేరే దగ్గర పొమ్మన్నాడు కానీ అన్న మంచిగా తీస్తాడు హైలైట్ కథ కడ ఫోటో తీసినా వీడికి వచ్చిన అబ్బాయా జర పది రాలే పది పద పదనా వందకు పదనా ఐదు రూపాయలకు ఒక ఫోటో ఐదు రూపాయలకు ఓకే నువ్వు కాబట్టి నేను వందకు పది ఇస్తున్నా కానీ వేరే వాళ్ళకి ఎవరికి చెప్పావు నడు బా ఇగో మన కడక్ కడక్ రావాలి ఫోటోలు ఏంటది ఫోటోలు బా కడ కడక్ మంచిగా రావాలి ఓ పోలీస్ చూసి ఫ్లాట్ కావాలా బస్ పాస్ ఫోటో చూసి ఫ్లాట్ కావాలి బాయ్ అవును బాయ్ గట్లా చూస్తాను బాయ్ గురికాయించి సరే బాయ్ కొద్దిగా చాతి దింపు బాయ్ చాతి ఏ మనం చాతి చూసే పిల్లవాడారు బాయ్ దీని దింపితే ఎట్లా పాస్పోర్ట్ అనేది చాతి ఇంత అవసరం లేదు కొద్దిగా ఉంటే చాలు కొద్దిగా ఉంటే చాలు ఓకేనా మరి ఎంత కాదు బాయ్ మీడియం లూజ్ మొత్తం hmm. లూజ్ మోషన్స్ అయితే లూజ్ తీసి పెడుతుంది ఆ లా ఓకే ఓకే ఇది ఓకేనా hmm? ఓకేనా అదొకే బాయ్ అంటే కొద్దిగా అటు కాదు ఇట్ ఇట్ ఓకే రావాలన్నా కడక్ కడక్ కింద పడుకో కూసు భయ కూర్చో నాన్న నేను కూర్చో భయ నీకే నీకోసమే నిన్నదే కొనుకొచ్చిన వచ్చి నాకు నా నేను అందుకే నీ షాప్కి వచ్చిన నా కస్టమర్ రెస్పెక్ట్ ఇస్తావా నా చూసిన ఫోటో తీసుకోవడం సో అడుగుతున్నారు మంచిగా రావాలి భయ పక్కా ఖచ్చితంగా పోలీసు ఫ్లాట్ అయిపోవాలి భయ ఛాతి దింపు భయ అంటే ఫోటో చూసామన్నావు కదా పాస్ ఫోటోకి చాంతి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు నార్మల్ ఫోటో చాలు నార్మల్ మీడియం లూజ్గా పిల్ల ఫీల్ అవుతుందేమో భయ అస్సలు ఫీల్ కాదు భయ బాగా కడక్ కడక్ రావాలా ఒక్కసారి మరీ అంత కాదు కిడి ఓహో తూర్పు పడవల చూస్తున్నాను భయ అటు కాదు ఫేస్ టు ఫేస్ కెమెరా ఇక్కడ కిందికి కాదు భయ పై అంత నాకు భయ అంటే కస్టమర్ అనిపిస్తే ఎట్లుందా నవలా అది కాదు భయ్యా మీ పిల్ల మీ అంత పెద్ద నాకు తెలియదు కదా భయ అంటే మరి అట్లా మంచిగా తీ ఓకే ఓకే కొద్దిగా నవ్వు భయ మరీ అంతగా అంత కూడా కాదు కొద్దిగా అన్న దింపు అరే ఏం భయ దమ్మ దమ్ దమ్ చేస్తున్నాను చల్ కొద్దిగా ఫోటో అబ్బాయి అబ్బాయి మరి దింపుతా భయ ఏదో మర్యాద ఇచ్చినావు అని ఇంతసేపు ఉన్నావు కూర్చో నవ్వు భయ నేను నవ్వ భయ నువ్వు దించో భయ పది మందిని కొట్టేటట్టుంది భయ ఫోటో అది ప్లీజ్ బాస్పా నువ్వు దించు భయ నీకెందుకు గరం చేశారు పోరా నవ్వు భయ అరే నేను మా అయ్య చెప్తానైనా నువ్వు చెప్తున్నావునా అంటే కొద్దిగా నవ్వు భయ లైట్ ఇది ఇది మొత్తం ఇటు పోతుంది మా అయ్య చెప్తేనే నేను నువ్వు ఇటాట అటు ఇటాట అటు తిరుగుతుంటే నీకు తమాషా అవుతుంది తమ్ముడు తమ్ముడు ఇక నేను పక్కన నా పిల్ల నేను పిల్లగా చెయ్యేస్తున్నాడు సెట్ చేయాలి ఏంటి ఇలా ఏమంటావు ఓకే అన్న సెట్ చేస్తాను సరిపోతుంది మీ పిల్లలు తెచ్చుకోవచ్చు ఆ పిల్ల ఇంత తమ్ముడు సిగ్గుదాన్ని సిగ్గు ఎక్కువ మనము సర్ప్రైజ్ చేయాలి అది నీ పిల్ల ఎంత హైట్ ఉంటుందా నా పిల్ల ఎంత హైట్ ఉంటుందో నీకెందుకు తమ్ముడు ఫోటో తీయమన్నా తీ అంతే నా పిల్ల హైట్ నీకే అంటే అన్నది కరెక్ట్ హైట్ సైజ్ పెట్టుకోవాలి కదా సెట్ చేయాలి కదా మీ పిల్లలు కరెక్ట్ సెట్ చేయాలంటే అప్పుడు ఆల్రెడీ సెట్ అయిపోయింది నేను అంటే నేను ఆ సెట్ అంటలే అన్న ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైనా సెట్ చేయాలా ఏమో ఇంత అయితే ఉంటుంది తప్పుడు ఓ ఇంటన్నా ఓకే ఓకే అన్న వన్ టూ త్రీ రెడీ చేతి అంటుంది అంటే పిల్ల పప్ప పడుతుంది తమ్ముడు సిగ్గు అవుతుంది తమ్ముడు ఓకే అన్న స్టిక్ పెట్టు ఓకే స్టిక్ నైట్ కుదరగా ఏందన్నా మొత్తం అట్లా అరే పిల్ల పక్క పడుతుంది సిగ్గు అవుతుంది అమ్మ సిగ్గు వాడకన్నా నాకు సిగ్గు అవుతుంది ఓకే పిల్ల తప్పుడు మంచిగా రావాలా ఓకే పిల్ల మంచిగా రావాలా పక్క ఉన్నట్టు రావాలా ఓకే నడు మొత్తం క్లోజ్నెస్ తమ్ముడు అన్న పక్క పండు పులిలు మొత్తం గార్డెన్ గార్డెన్ అడవిలా ఇది పక్కన నేను ఉన్నట్టు రావాలి తమ్ముడు ఎక్కడ అడవిలా ఇది పక్కన ఇటు అటు పులి ముంగట నేను అట్లా గ్రాఫిక్స్ చేయాలి మంచిగా ఇట్లా పెట్టాను కాదు అంటే మధ్యలో పులి పులి మీద కూర్చున్నట్టు చేస్తాం అంటే మరి ఇట్లా కాదన్నా ఒకటి ఇట్లా ఒకటి ఓకే పులి మీద తమ్ముడు పులి మీద కూర్చొని పులి మీద చేస్తాం అరే ముంగటికే తమ్ముడు ఓకే బాగా రాలే పులిలో మూడు పులి మొత్తం అదేంటన్నా అది నిజం అరే పులి మీద కూర్చున్నప్పుడు రాజేశ్యామ్ ఉంటారు తమ్ముడు ఉండరు కానీ దీని వల్ల పట్టుకోవాలా ఇవి పట్టుకోవాలా ఒక చేతికి కట్టరా అరే పులి బిడ్డ పులి వన్ టూ అన్నా తమ్ముడు ఫోటోలు మంచిగా రావాలన్నా లేదంటే మా మమ్మీ తిడుతుంది సరేనా ఖచ్చితంగా మంచిగా వస్తాయి బాగా ఇస్తావు కదా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా మంచిగా ఇస్తా మంచిగా పెట్టు అన్నీ అన్నీ పెడతా పక్క పక్కపోద్దు ఎడిటింగ్ మంచోది ఇచ్చేదాకా నాకు వంద రూపాయలు ఇచ్చిన మంచోది తీస్తాం బ్రో ఖచ్చితంగా ఏ యాంగిల్లో తీయాలి అంటే నువ్వు ఎట్లా చెప్పు అర్థం కాదు నవ్వు ఓకే వచ్చింది ఇంకో కదా మన స్టైల్గా ఇట్టా అంటాము మంచిగా దించాను అన్న వంద రూపాయలు ఇచ్చినా మంచిగా దించు సరే తమ్ముడు smile mau pindah kanan Bang. Bang. Huh? Bang. Irkan ya pala. ఫోటోలు మంచిగా రావాలన్నా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మంచిగా రావాలన్నా ఖచ్చితంగా బాగా రావాలన్నా మంచిగా వస్తాయి భయం ఫోటోలు మంచిగా రావాలి ఇగో ఇంకా ఇంకా తాజ్మహల్ రావాలి తాజ్మహల్ అది ఇట్లా పెద్ద ఉంటుంది చూడాలి టవర్ టవర్ టవర్ టవర్ ఇంకా పట్టుకోవాలన్నా ఇట్లా నువ్వు సెట్ చేయాలా ఇట్లా పట్టుకుంటా దించాలి ఫస్ట్ తాజ్ మహల్ అన్న అదే తాజ్ మహల్ వచ్చింది వచ్చింది ఐఫిల్ టవర్ పట్టుకుంటా థ్యాంక్స్ అన్న పాంక్ పాంక్ టవర్ కన్నా వాటికన్నా ఫోటోలు మంచి రావాలన్నా లేదంటే మా మమ్మీ ఇస్తాను వంద రూపాయలు ఇచ్చినా నీకు మంచిగా ఖచ్చితంగా వస్తాయి అన్న అన్నీ సెట్ చేస్తావా అన్నీ మంచిగా రావాలన్నా సెట్ చేస్తాను మంచిగా రావాలన్నా ఏంటది ఫోటో వస్తాయి అలా అయిపోయినా ఇంత వంద రూపాయలు మరి వంద రూపాయలు కాస్తులు ఇస్తాము లేదు ఒకటి ఒకటన్నా ఒకటన్నా ప్లీజ్ తీసుకో ఫోటోలు మంచిగా పర్సెంట్ ఫోటోలు మంచిగా పర్సెంట్ మంచిగా వంద రూపాయలు అన్న వందకు కాదు ఫోటోలు మంచిగా రాకపోతే నీకు నూట యాభై ఇస్తా ఇస్తావు ఇస్తా అన్న మంచి వస్తేనా కస్టమర్ ఈ కాలంలో ఇలాంటి కూడా ఉందా అన్న అన్న ఫోటో మంచి అన్న సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే like share comment and subscribe so మీ దాంట్లో కూడా మీ అన్న వాళ్ళు ఇలాంటి ఫోటోలు దిగితే కామెంట్ చేయమని చెప్పండి సో మీరే చూసిన వాళ్ళు ఇలాంటి ఫోటోలు ఒకప్పుడు దిగితే ఇప్పుడు ప్రజెంట్ ఫోటోషూట్లు అని ఎవరు దానికి ఏమైనా రెంట్ తీసుకొని పోతురు కానీ ఒకప్పుడు ఇట్నే బ్యాక్గ్రౌండ్ సెట్ చేయన్న వెనకాల తాజ్మహల్ రాలే ముంగట అద్దం రాలే అని అట్లా పిల్ల పిల్ల పక్కపొంటి రావాలని ఉండే కానీ ఇప్పుడు మనం మనమే చేసుకుంటున్నాం సో అలాంటి జనరేషన్ అయింది కానీ ఒకప్పుడైతే ఇట్లా క్రేజీగా దిగుతుండే ఫోటోలు మాత్రం సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం like share comment and subscribe ఆ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి కొట్టండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేస్తే so thank you for spending your valuable time in channel మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్